మామూలుగా కిరీటం అనగానే రాజులకు మనం గుర్తు వస్తుంది రాజులకి కిరీటం ఉన్నది వాళ్ళకే కాదు ఉంటుంది లేకపోతే రాణులకు కూడా కిరీటం ఉంటుంది మీరు బైబిల్లో కానీ చదివితే రాజులకి కిరీటాలు ఉన్నాయి అంతేకాకుండా రాణులకి కిరీటాలు ఉన్నాయి అలాగనే ప్రభు అయిన ఏసైకి కిరీటాలు ఉన్నాయి పెళ్లి కుమార్తె సంఘానికి కిరీటాలున్నాయి అలాగే అపవాదైన సాతానుడు కూడా ఏమున్నాయంట కిరీటాలు ఉన్నాయి ఎవడు కిరీటం వాళ్ళది ఏసై కిరీటం ఏసైది సాతానుడి కిరీటాలు సాతాను కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాలి ఒకవేళ నీ నీకు ఇచ్చిన ఏసై కిరీటాన్ని నువ్వు మార్చుకున్నావేమో ఒకసారి గమనించుకో సాతానుడికి నీ కిరీటాన్ని ఇచ్చేసి వాడి కిరీటం నువ్వేం తెచ్చుకున్నావా నువ్వు తెలుసుకోవాలి ఎందుకనంటే నెత్తిన కిరీటం పెట్టబడితేనే పెట్టబడిన ఆ కిరీటాన్ని బట్టి వాని వస్త్రాలు ఉంటాయి ఇప్పుడు చూడండి అక్కడ యాజకుడి కిరీటం ఉంది ఆ కిరీటాన్ని బట్టే వస్త్రాలు ఉన్నాయి ఇప్పుడు మన నెత్తిన మీద కిరీటం ఉన్నది అనుకో దాన్ని బట్టే వస్త్రం ఉంటుంది నోరు ఉంటుంది నడక ఉంటుంది ప్రవర్తన ఉంటుంది ఆ కిరీటాన్ని బట్టే ఏమి లేని ఆకు ఎలా ఉంటుందంట అర్థమైందా ఉన్నాక ఉన్నాక ఎట్టుంటుందంట అన్నీ ఉన్నాయి అనుకో వాళ్ళంతా నెత్తిన కిరీటంతో వాళ్ళు మాట వింటారా ఎవరినైనా లెక్క చేస్తారా ఎవరినైనా ప్రేమిస్తారా కాదు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళ నడక వేరు వాళ్ళ ప్రవర్తన వేరు అందుకని అభిషేకం అనే ఈ కిరీటము నీకు ఇవ్వబడినప్పుడు నువ్వు అభిషేకాన్ని పొందుకున్నప్పుడు నీ ప్రవర్తన నీ నడక నీ క్రియలు అన్నీ మారుతుంది ఎందుకనంటే ఇది నువ్వు గర్వించేదానికి నీ పొగురు చూపించేదానికి నీకున్న మూర్ఖాన్ని బయట పెట్టేదానికి నీకున్న అసూయని ద్వేషాన్ని నువ్వు కనపరిచేదానికి ఇది బంగారంతో చేయబడిన కిరీటం కాదు రత్నాలతో చేయబడిన కిరీటం కాదు నీ అహంకారాన్ని చూపించేదాన్ని ఈ కిరీటం ఏం కిరీటం అంటే అభిషేకముతో ఇవ్వబడిన కిరీటం ఆ ఆమెన్ ప్రైజులా ఇప్పుడు నీకు ఏది ఎక్కువ ఒకసారి ఆలోచించు బంగారము వైడ్యూర్యాలు వజ్రములతో చేయబడిన కిరీటం ఎక్కువ అభిషేకముతో ఇవ్వబడిన కిరీటం ఎక్కువ ఒకసారి ఆలోచించండి ఇట్ ఇట్ అని చూడండి చేత్తో అనండి లైవ్లో ఉన్న వాళ్ళు మీరు ఇట్టానండి కూర్చున్న వాళ్ళు ఇట్టానండి ఇట్టానండి ఉందా కిరీటము ఉందా అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ అభిషేకం అనే కిరీటము బంగారముతోనూ ఎత్తడితోనూ తగిలేదు కాదు అది పరిశుద్ధాత్మ వల్ల నీకు ఏబడిన అభిషేకం ఆమెన్ ప్రజులా అలలోయ అభిషేకం వల్ల నీకు ఇవ్వండి కిరీటం అది ఇప్పుడు నీకు అభిషేకం లేదంటే నీకేమి లేనట్టు కిరీటం లేనట్టు ఒకవేళ ఆ కిరీటాన్ని నువ్వు మార్చుకున్నావు అనుకో సాతానుడి కాడి ఇచ్చేసి ఇది నాకు నచ్చలేదయ్యా ఈ కిరీటం సాతానా నీ కిరీటాలు బాగున్నాయిరా మెరిసిపోతున్నాయి అందులో రత్నాలు ఉన్నాయి వైడూరాలు ఉన్నాయి బంగారం ఉంది నీ కిరీటం నా ఇరా ఈ అభిషేక్ కిరీటం నా తగలట్లేదు అద్దంలో చూసినా కూడా కనబడటం లేదు ఈ మధ్య నీకు కిరీటమైతే అందరూ చూస్తారు అడుగుతారు పలకరిస్తారు అని ఆ కిరీటాన్ని కోరుకు వాడి దగ్గర కూడా ఉన్నాయంటే కిరీటాలు నీకు తెలుసా చదువు వాడి కిరీటాలు ఉన్నాయో లేదో జాగ్రత్తగా ఉండండి మరి కిరీటాలు మార్చుకునేరు ఒకవేళ ప్రకటన గంధం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినాను చదవండి అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎరని మహా ఘట సర్పము దానికి ఏడు తలలును పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఏడు కిరీటాలు ఎవరికంట ఎవరికి ఆ మహా ఘట సర్పమైనటువంటి గాడికి ఏమున్నాయంట కిరీటం అమ్మో ఒక తలకు ఒక కిరీటం చాలదు వాడికి మనం కూడా చూడండి ఒక సోకు చాలదు ఒక ఎవరం చాలదు ఉన్నా వేసేసుకో వేసుకో ఎన్ని ఉన్నా పెట్టాలి అంటే వాడి కిరీటాలు నీ దగ్గర ఉన్నాయేమో జాగ్రత్తగా వాటిని తొలగించుకో వాటిని దించుకో నెత్తి మీద నుంచి అవి వాడి కిరీటం అది ప్రభు చెప్తున్నాడు అహరోను అభిషేకం వల్ల నీకు ఆ కిరీటం ఇవ్వబడుతుంది ఆ కిరీటము నీకు అభిషేకం వల్ల ఘనతను తెచ్చిపెడుతుంది ఆ మెన్ ప్రెజులాడ్ గర్వాన్ని తెచ్చిపెట్టదు ఆ కిరీటం ఆ కిరీటం నీకేం తెచ్చిపెట్టాలి ఘనత కొంతమంది అభిషేకం పొందుకున్నామన్న మాట తప్ప అర్థమవుతుంది వాళ్ళ కాళ్ళల్లో వాళ్ళ నోట్లో వాళ్ళ చేతుల్లో అహంకారం తాండవిస్తుంటుంది అహంకారం పేరుకి అభిషేకం పొందామంటారు మాట పాడరు పేరుకి అభిషేకం పొందాం అంటారు వందనాలు చెప్పరు అభిషేకం పొందాను అంటారు ప్రేమగా ఉండరు అభిషేకం పొందామంటారు సమాధానం ఉండరు అర్థమైందా అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా నీకెందుకు ఆయనకు ఆ కిరీటం ఇచ్చాడు అభిషేకం మూలంగా అహరోని గారికి ఎందుకు ఆ కిరీటం ఇచ్చాడంటే బైబిల్ అక్కడ రాయబడిన మాట అహరోన్ ఇక మీదటి నుంచి ఆయన మందిరములోనే ఉంటాడు అందులో అల్లులు చెప్పండి ప్రజలా ఆమె ఎక్కడ ఉంటాడంట అతని మీద ఉండు గనుక ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు అతను మందిరంలోనే ఉంటాడు ఎందుకుంటున్నాడు మందిరంలో మందిరము ఆవరణముగాను మందిరము పరిశుద్ధ స్థలముగాను మందిరము అతి పరిశుద్ధ స్థలముగాను విభాగింపబడింది దానినే ప్రత్యక్షపు గుడారము అన్నారు ఆ యొక్క ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలముగా ఉన్నటువంటి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న ఆ గుడారంలో ఈయనకి ఇవ్వబడిన అభిషేకము ద్వారా ఆ దేవుని యొక్క గుడారం అన్నటువంటి ఆయన సన్నిధిలో దానిని నేను అర్థం చేసుకోవాలి నేను అక్కడే సంచరించాలి అక్కడే జరగాలి మీకు అర్థమైందా నువ్వు ఎక్కడే ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన ఆయన ఇంటిని నువ్వు అర్థం చేసుకోవాలి ఆయన ఆవరణాన్ని అర్థం చేసుకోవాలి ఆయన మందిరాన్ని అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ ఎంత ఇంత వస్తే చదవగలుగుతారు వాళ్ళకి ఆ జ్ఞానం లేదు ప్రభువును గురించిన జ్ఞానం నీకు కావాలంటే ప్రభు నీ మీద ఆయన అభిషేకాన్ని కుమ్మరించాడు ఎందుకు నీకు అభిషేకాన్ని కుమ్మరించాడు ఏదో నువ్వు వచ్చి భాషలు మాట్లాడుకుని వెళ్ళిపోయేది కాదు అది ఒక అనుభవం ప్రాముఖ్యమైన అనుభవం ఏమిటనంటే నువ్వు పొందుకున్న అభిషేకం వల్ల కలుగుతుంది నీకు ఒక కిరీటం ఆమెన్ అది నీకు ఇవ్వబడిన ఒక ఘనత ఆ ఘనత వల్ల నువ్వేం చేయాలట దేవుని మందిరాన్ని అర్థం చేసుకోవాలి ఆమెన్ ప్రిజులా దేవుని మందిరాన్ని ఏం చేయాలా ఆవరణాన్ని ఏం చేయాలా పరిశుద్ధ స్థలాన్ని ఏం చేయాలా అతి పరిశుద్ధ స్థలాన్ని ఏం చేయాలి నువ్వు నువ్వు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అందుకు నీకు అభిషేకం ఇచ్చాడు అభిషేకం ఇచ్చాడు మూడు ఇరవై మూడవ కీర్తలు మీరు చదివితే ఇరవై మూడవ కీర్తలు మీకు తెలిసిన వాక్యం అది ఐదో వచ్చిన చదవండి ఐదు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి నూనెతో నా తల అంటి ఉన్నావు అంటి ఉన్నావు అంటి నిండి పొర్లుచున్నది చాలు చాలమ్మా నా తల అంటి ఉన్నావు నూనెతో బాగా గమనించండి ఎందుకు ఆ మాట నేను చూపిస్తున్నానంటే నూనెతో అంతకు ముందర దావీదు పైన పైన వచ్చినాలో ఒక ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను పచ్చి కలిగిన చోట్లకు తీసుకెళ్ళాడు శాంతికరమైన జలముల దగ్గరికి తీసుకెళ్ళాడు గాఢంధకారం దగ్గరికి తీసుకెళ్ళాడు ఎప్పుడైతే నూనెతో అంటాడన్నటువంటి ఒక అనుభవానికి వచ్చాడో ఇప్పుడు అంటాడు యహోవ మందిరములో నేను చిరకాలము యహోవ మందిరం నివాసము చేయాలంటే నేను చేసేదను దాని కారణం ఏమిటి ఆయన నెత్తి మీద ఏముందంట తైలాభిషేకం ఈ అభిషేకం ఏమంటుంది దావీదిని అంతఃపురంలోను ఇంకొక దగ్గర కాదు ఉండాలని కోరుకోట్లా తైలం వాడంగానే అందుకని అభిషేక తైలం ఎక్కడ పోసారట చేతి మీద కాదు ఒంటి మీద కాదు ఎక్కడ పోసారు తల మీద పోయబడినప్పుడు తల అంటే ఏమిటి అర్థం తల ఏముంటుంది మనిషికి జ్ఞానం ఉంటుంది కళ్ళలో ఏముంటుంది నీ జ్ఞానము మారాలి ఆమెన్ నువ్వు అభిషేకం పొందావు అంటే నీకు జ్ఞానం ఏం చేయాలి టోటల్ డిఫరెంట్గా మారా నన్ను అభిషేకం పొందుకున్నావు కిరీటము దేవుడు ఇస్తాడు అంటున్నాడు అభిషేకం వలన కిరీటం వచ్చింది వస్తిని దేవుడు తీసుకొని వచ్చి రాజుకు దగ్గర పెట్టి ఆమెకు ఒక కిరీటాన్ని ఇప్పించాడు రాజు ద్వారా వస్తి రాజు అయిన అహశ్వరోజు వస్తీకి ఒక కిరీటం ఇచ్చాడు ఆమె రాణి అనే కిరీటం అది నెత్తిన పెట్టుకొని ఉంది వస్తీ నెత్తిన పెట్టుకొని ఉన్న వస్తీ కిరీటం ఇచ్చిన ఆయనకి ఏం చేయాలి లోపడాలి కిరీటం ఇచ్చిన ఆయనకి ఏం చేయాలి విధైత చొప్పాలి కిరీటం ఇచ్చిన ఆయన ఏం చేయాలి ఘనపరచాలి ఎవరు భార్య అయినా వస్తే ఇప్పుడు నీకు నాకు అభిషేకం వల్ల ప్రభు కిరీటం ఇచ్చాడు ఆయన మనకి భర్త అయి ఉన్నాడు ఆయన మనకు ప్రభు అయి ఉన్నాడు ఆయన మనకి దేవుడై ఉన్నాడు ఆయన మనకి రక్షకుడై ఉన్నాడు హలే లూయా అర్థమవుతుందా ఏమై ఉన్నాడు ఏమై ఉన్నాడు ఆయన రక్షకుడై ఉన్నాడు ఇప్పుడు పొందుకున్నటువంటి అభిషేకం వల్ల నీకు కలిగిన కిరీటం వల్ల నువ్వు ఆయనకి లోపడుతున్నావా ఆయన్ని ఘనపరుస్తున్నావా ఆయన నడిపించినట్లుగా నడిపించబడుతున్నావా ఆయనతో ప్రార్థనలో ఒక ఒక మారైనా ఒక పూట అయినా మాట్లాడుతున్నావా ఆయనకు లోబడ్డావా ఆయన మాటకి విధేయ చూపావా ఆయన చెప్పిన పని చేస్తున్నావా వెళ్ళకూడదు అక్కడికంటే వెళ్ళకుండా ఉన్నావా అదే వస్తీని పిలిచినప్పుడు అంట ప్రభు రాలేదు ప్రభు పిలిచినప్పుడు రాలా రాజు పిలిచినప్పుడు రాలేదు ఆ వంటది నా విందులు నాకున్నాయి నా వల్ల కాదు నేను ఇప్పుడు రానని చూసారా కిరీటం కలిగినటువంటి వస్తుకి ఏమొచ్చిందంటే అహంకార్ గర్వం ప్రియమైన దేవుని పిల్లలారా అభిషేకం వలన ప్రభు మనకిచ్చిన కిరీటం వలన నీ నువ్వు నీ నీ ప్రభువును నువ్వేం చేయాలి అర్థం చేసుకో ఆయన జ్ఞానం ప్రకారం నువ్వేం చేయాలి నడవాలి నీ జ్ఞానం కాదు నీ జ్ఞానం కాదు నీకు అవసరమైనప్పుడు మన మనోళ్ళు భలే ఎగరతారు దేవుని దగ్గర భలే జ్ఞానం ఉన్నట్టు వానాకాలం కప్ప కప్పలు ఎగరతాయే అలా ఎగరతారు అవి వానాకాలంలోనే అరుస్తాయి ఎండాకాలం కంటిగోడు కనబడు వానాకాలంలోనే ఎగురుతాయి అట్లా కాదు అభిషేకం అనేది వానాకాలానికే చెందిందా ఎండాకాలానికే చెందిందా చలికాలానికే చెందిందా ఆశీర్వాదం కాలంలోనే చెందిందా దుఃఖంలోనే చెందిందా అభిషేకం అనేది కాదు అభిషేకం అనేది రాత్రి పగల్లో నీకు ఇవ్వబడినప్పుడు అభిషేకంలో నువ్వు ఆనందించినప్పుడు అభిషేకం నువ్వు పొందుకుంటూ ఉన్నప్పుడు అభిషేకంలో నువ్వు కూర్చున్నప్పుడు ప్రభు నిన్ను తైలాభిషేకంతో ఆయన నింపుతూ ఉన్నప్పుడు నీకు నెత్తి మీద అభిషేకం వల్ల ఒక కిరీటం అనే ఘనత మనకు కలుగుతుంది ఆమెన్ హలలుయ పైక కిరీటం అంతే అభిషేకం పొందే నా కిరీటమే ఉందే తప్ప కానీ ఆ కిరీటాన్ని ఘనత తెచ్చే విశ్వాస జీవితం ఉందా అభిషేకం పొందావా అభిషేకం పొందా నడితే పొందామమ్మా మేము అని అంటారు పొందానయ్యా కానీ దాని ఘనత తెచ్చే జీవితం నీకుందా ప్రభు అంటాడు అహ్రోను ఈరోజు నీ తైలాభిషేకంతో నీ నెత్తి మీద పోయిబడిన తర్వాత దేవుడు అంటాడు ఇక మందిరము విడవకూడదట ఆమెన్ ప్రజలా ఏం చెప్పండి నోరు తెరవని చెప్పండి పక్కన వాళ్ళు చెప్పండి ఏం విడవకూడదు ఏం విడవకూడదు అది మనం ఇప్పుడు అంటాం నేను ఎప్పుడైనా గద్దించాడు పాస్టర్ గారు మొట్టమొదటి చెప్పే మాట అదే నాకేంది ఈ మధ్య ఆ ప్రార్థన మందిరానికి రాబుద్ది కావటం లేదా మొట్టమొదటి చెప్పే మాట అదే మనం అర్థమైంది పాస్టర్ గారు ఆచరించాడు అనుకో లైవ్లో వీక్షిస్తున్న దేవుని పెట్టారా నువ్వు మొట్టమొదటి చెప్పే పని ఏమిటనంటే నాకు ఆ మందిరానికి బాబుద్ది కావటం లేదు అదే ఇంటికాడ ఉండాలనిపిస్తుంది చూడండి మనం చెప్పే మొట్టమొదటి మాట అదే తైలాభిషేకం నీ మీద పోక్షింపబడిన తరువాత బాగా ఆలకించండి అహరోనికి చెప్తున్నటువంటి దేవుని మాట ఏమిటంటే నీవు నా మందిరములో ఉండాలి ఎందుకనంటే దేవుడు చెప్తున్నాడు నీవు నా మనిషివి ఆమెన్ రైజ్ ఒక భర్త ఒక భార్యకి పెళ్లి రోజున తాడు కట్టాడు అనుకో తాడు కడతాడు వివాహంలో ఇంకా ఆ రోజు నుంచి ఆమె ఎక్కడ ఉండాలి అమ్మ నాయన ఇంట్లోనా భర్త గారి ఇంట్లోనా చెప్పండి ఎక్కడ ఉండాలి భర్త ఎక్కడున్నాడో అక్కడ ఉన్నాడు దేన్ని బట్టి దేన్ని బట్టి వివాహమైన దినమును బట్టి అప్పటి నుంచి ఆమె తన పురుషుడితో ఉండవు అది రాస్తున్నాడు ప్రభు అంటున్నాడు నేను నిన్ను అభిషేకించాను గనుక నువ్వు ఇక మీదటి నుంచి నువ్వు ఎక్కడుండాలట నా మందిరములో నువ్వు విడవకూడదు ప్రభు నా మహిం గాక మందిరాన్ని ఏం చేయకూడదు అంటే అర్థం ఏమిటంటే మనం కూడా కొత్త నిబంధన యొక్క యాజకులమై ఉన్నాం ప్రకటన గ్రంథంలో రాయబడింది ఒక మాట ఒకటో అధ్యాయం కానీ చదివితే మీరు రాజులను యాజకులై ఉన్నారు చదవండి ఆ మాట అహరోనికే కదా ధన్యత నీకు నాకు కూడా ఇచ్చాడు ప్రభు మనందరికీ ఇచ్చాడు చదవండి ఒకటి ఆరు ఒకటవ అధ్యాయం ఆరో వచ్చిన ప్రకటన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగా రాజ్యముగాను యాచకులుగాను చేసే చేశాడు మనల్ని ఎలా చేశాడంట ఆయన రాజ్యముగాను యాజకులుగా ప్రభునామహిం కలుగునుగాక ప్రైజులా ఇప్పుడు నువ్వు తైలాభిషేకం పొందుకున్నటువంటి మనము రాజులమై ఉన్నావు ఇక యాజకులమై ఉన్నావు ఇప్పుడు నేను నిన్ను అడుగుతాను ఇప్పుడు నువ్వు తైలాభిషేకం అనే కిరీటం నీ నెత్తి మీద ఉంటే అభిషేకం నువ్వు పొందుకున్నటువంటి ఆత్మీయ అనుభవం ఉన్నట్లయితే నీ మనసు దేని మీద ఉంది ఆయన మందిరం మీద నీకుందా ఆయన సన్నిధి మీద నీకుందా నీకుందా నీకుందా దేని మీద నీకు ఉండాలి కిరీటం లేనప్పుడేమో వేరేగా ఉన్నాడు కిరీటం వచ్చినప్పుడేమో వేరేగా మారాడు అహరోన్ అర్థమైందా కిరీటం లేనప్పుడేమో తన ఇంట్లో ఉన్నాడు అభిషేకం తైలం అనే కిరీటం అతని మీద ఎప్పుడైతే పోయిబడిందో ఆనాటి నుండి ఎక్కడున్నాడంట మందిరములో ఆమెన్ ప్రైజులా మందిరములో ఆవరణములో చూస్తున్నాడు పరిశుద్ధ స్థలములో చూస్తున్నా అతి పరిశుద్ధ స్థలములో చూస్తున్నా చూస్తూ చూస్తూ తిరుగుతున్నా తిరుగుతూ ఏమనుకుంటున్నాడంటే ఈ మందిరం మూడు భాగాలుగా ఉంది ఈ మూడు భాగాలుగా నిర్మించమని ఎవరికి చెప్పారు మోషేకి దేవుడు చెప్పాడు ఎలా చెప్పాడు బాగా ఆలోచించండి ఎలా చెప్పాడు కొండ మీద తీసుకొని వెళ్ళి ఈయనికి కన్నపరిచాడు కన్నపరిచాడు ఐ ఆమెన్ కొండ మీద తీసుకొని వెళ్ళి కనపరిచాడు పరలోకము ఎలా ఉంటుందో దానిని కొండ మీద మోసేను కూర్చుండబెట్టి ఆ పరలోకము యొక్క అనుభవాలను మోసేకి ఏం చేశాడట కళ్ళకు కట్టినట్టుగా ప్రభువు చూపించాడు ఆమెన్ ఇప్పుడు చూపించినదే కింద వేయబడింది అలెలుయా చూపించిందే కింద వేయబడింది వేయబడినటువంటి దానికి అభిషేక తైలము ద్వారా ఆ ఘనతని నిర్వర్తిస్తూ అహరోన్ని ఆ మందిరములో ఉన్నామన్నాడు గట్టిగా దేవునికి మహిం కలిగినట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం చూసారా మనకి ఎంత సంతోషం ఆ మాట కనపరిచినటువంటి మోసేకి దానిని తీసుకొని వచ్చి వేశాడు ఇప్పుడు అక్కడ అహరోను తిరగాలన్నా అహరోను ఉండాలన్నా ఉండాలంటే ఏం కావాలో తెలుసా అహరోనికి అభిషేకం కావాలా ఆమెన్ ఎవరికైనా రాదది అందరికీ నాట్ అలౌడ్ ఇప్పుడు రాష్ట్రపతి గారు ఇల్లు ఉంటుంది ఢిల్లీలో నీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన రైలు ఉన్నంత మాత్రం ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా నీకేముండాలి అపాయింట్మెంట్ ఉండాలి నీకు పర్మిషన్ ఉండాలి నువ్వు ఎవరు అని అడుగుతారు నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతారు ఆయన నిన్ను పిలవాలి అపాయింట్మెంట్ ఇవ్వాలి పలానా రోజు పలానా సమయం పలానా వేళకి నేను నిన్ను కలుసుకోగలను అని ఆయన నిన్ను బట్టి విచారించి నీకేమివ్వాలి ఆయన అపాయింట్మెంట్ చూసారా కానీ దేవుడు చూడండి దేవుడు దిగి వచ్చి సంచరిస్తున్నటువంటి ఆ గుడారంలో దేవుడు నివసిస్తున్నటువంటి ఆ గుడారంలో దేవుడు అంటాడు అహరోన్ నీకు ఇవ్వబడిన అభిషేక తైలం వల్ల ఘనత ఏమిటానంటే నేనుండు స్థలంలో ఇక్కడ నువ్వు ఉంటావు గట్టిగా దేవుని అల్లులు చెబుదా ఇప్పుడు నువ్వు కూడా అంతే ఈ క్రొత్త నిబంధన అనుభవాల్లో మనకు కూడా ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నీకున్న అభిషేకాన్ని బట్టి మనం సంతోషించాల్సింది ఏమిటనంటే మనకున్నటువంటి ఆ అనుభవాన్ని బట్టి అభిషేకాన్ని బట్టి మనం ఆనందించాల్సింది ఏమిటనంటే ఆయన ఉంటున్నటువంటి ఆ సంఘములో ఆ సంఘం యొక్క సహవాసములో ఆ సంఘం యొక్క నివాసములో నేను దేవునితో కూడా నివసిస్తున్నాను ప్రభు నా మహిం కలుగునుగాక ఆమెన్ దానికి సాదృశ్యంగానే చెబుతున్నా దీనికి అంత అనుభవాన్ని ఎలాగిచ్చాడు అహరోను కనంటే అహరోను తల మీద ఏం పోసారట చెప్పండి నోరు తెరిచి ఏం పోసారు నిద్రాభిషేకం కాదు మత్తాభిషేకం కాదు ధనమనే అభిషేకం కాదు తైలాభిషేకం ఆమెన్ రైసులాడ్ అందుకని చూడండి నిద్రాభిషేకం కానీ మన వాళ్ళు పోస్తే వెళ్ళిపోయేసి ఆ పిల్లలకు గుద్దుకుంటారు వెళ్ళి పిల్లలకు గుద్దేసుకుంటుంది నడుము ధన అని నిద్రాభిషేకం అది తైలాభిషేకం ముందుకు తీసుకొస్తుంది నిద్రాభిషేకం వెనక లాగద్దు మరి ఆలోచించారా తైలాభిషేకం అహరోన్ని ముందుకు లాగుతుంది దేవుని మందిరంలోనికి అహరోని తిరుగుతున్నాడు అంతా చూస్తున్నాడు ఈ మందిరం మూడు భాగాలుగా ఉంది మోషేకు చూపించినటువంటి విధంగా అంటే అర్థం ఏమిటంటే ఈ మందిరం యొక్క నమూనా పరలోకం యొక్క మందిరం యొక్క నమూనాతో పోలి ఉంది ప్రభున మహిం కలుగునగాక ఆమెన్ ఇది ఇది ఎలాగ దేవుడు అహరోనికి ఆ ధన్యత ఇచ్చాడంటే పైనేం ప్రోక్షించాడట తైలాభిషేకం నువ్వు కూడా అంతే ఇక్కడ మనము కూడా దేవుని సంఘములో పరిశుద్ధాత్మక అభిషేకాన్ని పొందుకుంటూ అభిషేకములో దేవుని నివాసం ఎలాంటిది అనేది నువ్వేం చేయాలా ఆ జ్ఞానము నువ్వు కలిగించుకోవాలి ఆ కృప నువ్వు పొందాలి ఆ ఆలోచన నువ్వు కలిగించుకోవాలి మనం ఎందుకు కలిగించుకుంటా ఎప్పుడెప్పుడు ప్రార్థన అయిపోతుందా ఎగిరి వెళ్ళిపోతామా ఎప్పుడెప్పుడు ముగిస్తారా మనం వెళ్ళిపోతామా ఇదే తప్ప దేవుని సన్నిధిలో ఉండి అభిషేకాన్ని పొందుకుంటూ ప్రభా ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆ నివాసములో నేను నివసించాలి నేను ఉండాలి నేను కోరుకుంటున్నాను అందులోకి నన్ను తీసుకొని వెళ్ళు అహరోని యొక్క ఒక్కడికే తప్ప పర్మిషను ఇంకెవరికి లేదు ఎవరికి లేదు అహరోను ప్రతి స్థలంలో జరగగలడు ఆవరణంలో తిరుగుతాడు పరిశుద్ధ స్థలంలో తిరుగుతాడు అతి పరిశుద్ధ స్థలంలో తిరుగుతాడు అయ్యా నువ్వు అక్కడవే తిరుగుతున్నావు కారణం ఏమిటనంటే అహరోన్ అంటాడు దేవుడు ఆ ఘనత తగిన కిరీటము నాకు అభిషేకం మూలంగా నాకు ఇచ్చాడు మెన్ ప్రజులా అలలుయా అందుకని మనకి ఇవ్వబడినటువంటి అభిషేకం పరిశుద్ధాత్మ వలన అది చిన్న సంగతి కాదు అది సామాన్యమైంది కాదు ఎందుకంటున్నానంటే అక్షరానుసారమైనటువంటి అహరోను పొందుకున్న అభిషేకమునికి మూడు స్థలాల్లో తిరిగాడు ఆవరణంలో తిరిగాడు పరిశుద్ధ స్థలంలో తిరిగాడు అతి పరిశుద్ధ స్థలంలో తిరిగాడు రేపటి దినాన మనం కూడా మనం పొందుకున్నటువంటి అభిషేకం మూలంగా నీవు అభిషేకం యొక్క ఘనతను కాపాడుకుంటే దేవుని మందిరం మీద నీకు మక్కు ఉంటే దేవుని మందిరం మీద నీకు ఆసక్తి ఉంటే దేవుని మందిరం మీద నీకు ప్రేమ ఉంటే దేవుని మందిరం మీద నీకు విశ్వాసం ఉంటే దేవుని మందిరం మీద నీకు జ్ఞానం ఉంటే దేవుని మందిరం మీద నీకు ఆలోచన ఉంటే ప్రభు అంటున్నాడు నిత్యములో కూడా ఆ యొక్క సాదృశ్యమైనటువంటి ఆ మందిరం యొక్క అనుభవాల్లోనికి అభిషేకం యొక్క కిరీటం యొక్క ఘనత ద్వారా మనము ప్రవేశిస్తాము ఇది మొదటిది రెండోది అంటాడు ప్రభు లేవికాండం ఇరవై ఒకటవ అధ్యాయం పన్నెండు పన్నెండవ వచ్చిన చదువుదాం దేవుని అభిషేక తైలమును అనేది కిరీటముగా అతని తల మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు రెండోది అపవిత్రపరచకూడదు అంట ఆయన ఏం చేయకూడదు ఆయన అపవిత్రపరచకూడదు అర్థమైందా నువ్వు ఎలాగంటే అలాగ మందిరంలో ప్రవర్తించకూడదు ఏదంటే అది మాట్లాడకూడదు ముద్దుప్పు కొట్టుంటారు కొంతమంది ముద్దుప్పుకుంటారు అర్థమైందా కొంతమంది కోపడుతుంటారు మందిరంలో కొంతమంది అబద్ధాలు మాట్లాడుతుంటారు చాడీలు చెప్తుంటారు అది ఆయన మందిరం ఆ మేన్ ప్రశులా హలోయ అదేమిటంట అది ప్రభు మందిరం పాపం మిశ్రాయలు అది అర్థం కాక అరణ్యములో సొనిగినట్టు సనగాలనుకుంటారు కాదు కాదు అది పరిశుద్ధ స్థలం అది ఆయన నివసించే స్థలం అది ఆయన అక్కడ ఉన్న స్థలం అది గనుక అహరోన్ నువ్వు పొరపాటును కూడా మందిరం ఏం చేయకూడదంట అపవిత్రపరచకూడదు మనము పరిశుద్ధపరచుకునే దానికి దేవుడు మందిరాన్ని ఇచ్చాడు కానీ ఆ మందిరాన్ని నువ్వేం చేయకూడదంట అపవిత్రపరచు మందిరాన్ని ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడు దేనికి ఇచ్చాడు దేనికి ఏర్పాటు చేశాడు ప్రభు అని అంటే ఆ మందిరం మూలంగా జనులు ఏం పొందాలి పరిశుద్ధత ఏం పొందాలి పరిశుద్ధత రోడ్డు నీకు ఎందుకు వేశారు గవర్నమెంట్ వాళ్ళు దేనికి వేశారు రోడ్డు మీద బోరా బాబు అని వేశారు అర్థమైందా హాస్పిటల్ ఎందుకు పెట్టారు రోగం ఉంటే బాగు చేసుకోరా బాబు అని పెట్టి ఇట్లాగ మనకి మనిషికి ఏదైతే జీవన విధానంలో ఏది అవసరమై ఉన్నాయో వాటిని గవర్నమెంట్ పెట్టారు వాటిని కానీ నీ జీవనంలో వాటిని ఉపయోగించుకుంటే చక్కగా బాగుపడతాం చక్కగా వాటిని అనుభవిస్తాం సంతోషంగా ఉంటాం వాటికి విరోధంగా ప్రవర్తించావనుకో వాటికి విరోధంగా ఒల్టాగా ఒల్టాగా నీ బతుకు మన జీవితాలు ఉన్నదనుకో అప్పుడేమైపోద్ది మన జీవితం శ్రమల పాలవద్దు కష్టాల పాలవుద్ది బాధలు అవుతుంది అర్థమైందా ఇరుకులు అవుతుంది అందుకని కొన్ని కుటుంబాలు అలాగ ఒల్టాగా చేసుకుంటా ఒల్టాగా ఉల్టాగా చేసుకుంటా ఇప్పటికే కుటుంబాలు ఏమైపోయాయంటే అపవిత్రమైపోయినాయి ఏమైపోయినాయండి అపవిత్రమైపోయినాయి దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా నీకు ఇవ్వబడిన అభిషేకం యొక్క కిరీటం మూలంగా నేను నిన్ను గణపరిచాను ఆమెన్ ప్రభు ఏం చేశాడంట నీ వస్త్రాలను బట్టి కాదు నీ ఘనత నువ్వు వేసుకున్న నగలను బట్టి కాదు ఘనత నీకున్న ఉద్యోగం బట్టి కాదు నీకున్న ఇతర ఇతర వాటి వల్ల కాదు ఘనత అంత మనిషికి ఘనత ఏమిటనంటే పరిశుద్ధాత్మ అభిషేకం వలన మాత్రమే రైసులాడ్ హలోయ ఘనత ఏమిటంట మీరు చెప్పండి ఏది ఘనత ఏది ఘనత నీకు ఇవ్వబడినటువంటి అభిషేకం మూలంగానే ఘనత మీ ఆయన వలన కాదు నీకు పుట్టిన కొడుకుల వలన కాదు నీకున్న కూతుళ్ళ వలన కాదు నీకున్న అల్లుళ్ళ వలన కాదు నీకున్న ఉద్యోగం వలన కాదు నీకున్న బిల్డింగ్ వలన కాదు ఘనత నీకున్న ఘనత ఏమిటనంటే నాకేవుడన్న అభిషేకం వల్ల ఎందుకని చెప్పంటారా ఒక మాట ఎందుకని చదవండి ఆ మాట రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చిందని చదువుదాం రామా ఎనిమిది పదకొండు మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన అదిగో దేవుని ఆత్మ నాలో ఉంటే ఏమిటి ఘనత అని చెబుతున్నాడు ఇప్పుడు దేవుని ఆత్మ నాలో ఉండి నన్ను అభిషేకించినప్పుడు ఆ అభిషేకాన్ని కానీ నేను కానీ కాపాడుకుంటే కాపాడుకోవాలి ఏంటండి కాపాడుకోవాలి నివసించాలంట ఏం చేయాలంట దేవుని ఆత్మ మీలో నివసించినట్లయితే మీకు అర్థమైందా ఇప్పుడు అద్దింట్లో అయితే కొన్ని రోజులు నివాసం చేస్తాం మనం అద్దింట్లో అయితే కొన్ని రోజులు ఒక రెండు సంవత్సరాల్లో మంచి వాళ్ళు అయితే పది సంవత్సరాల్లో ఆ తర్వాత అన్న ఖాళీ చేయాల్సి వస్తుంది అద్దిల్లు కనుక సొంత ఇల్లు అనుకో సొంత ఇల్లు అంటే ఎప్పుడు మంది ఆ ఇల్లు అర్థమైందా పుట్టేవాడు పుడుతుంటాడు సచ్చేవాడు సస్తుంటాడు దుఃఖం అక్కడే జరగద్ది సంతోషం కూడా ఆ ఇంట్లోనే జరగదు ఎందుకంటే అది ఎవరిల్లు మన సొంతం ఇప్పుడు అదే చెప్తున్నాడు దేవునికి నువ్వు సొంతమైపోవాలా ఆమెన్ ప్రజలాడ్ ఏమైపోవాలి నువ్వు దేవునికి సొంతమైపోవాలి నువ్వేం చెప్పాలంటే ప్రభా నన్ను అభిషేకించావు నాలో నువ్వేం చేయాలి నివసించు నివసించు నివసించు సొంతమైపోవాలి అలా నివసించినప్పుడు ప్రభు అంటున్నాడు మృతులలో నుండి మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు లేపినవాడు చావునకు లోనైనా మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అది ఘనత పరిశుద్ధాత్ముడు నన్ను అభిషేకం మూలంగా నాకు కలిగినటువంటి ఘనత ఏమిటంటే నాకు ఇచ్చిన కిరీటం చావునకులోనైనా ఈ శరీరమును ఆయన ఏం చేయబోతున్నాడు ఆత్మ ద్వారా నివసి జీవింపజే హలలు చెప్పండి ఒకసారి హలలుయా అని ఏం చేయబోతున్నాడు ఆత్మ ద్వారా దేని ద్వారా దేని ద్వారా మరలా బతుకుతామంట మనం ఏ దేని ద్వారా మీ ఆయన ద్వారా మీ డబ్బు ద్వారా మీ ఉద్యోగం ద్వారా నీ పిల్లల ద్వారా నువ్వు ఏదైతే లోకంలో ప్రేమలు పెట్టుకున్న ఆ ప్రేమల ద్వారా కాదు మనం బ్రతికేది ఏమిటనంటే నీకు ఇవ్వబడిన అభిషేకము ద్వారానంట ప్రభు అంటున్నాడు నేను నిన్ను జీవింప చేస్తాను అలాగ జీవింప చేసే అభిషేకం యొక్క ఘనత ప్రభు మనకిచ్చినప్పుడు అంటాడు నీ మీరు అది గ్రహించాలి అందుకు చెప్తున్నాను ఈ మాట దానిని మీరేం చేయాలి గ్రహించి నా మందిరముని మీరేం చేయకూడదు అపవిత్రపరచు నా మందిరాన్ని ఏం చేయకూడదు నా సన్నిధిని ఏం చేయకూడదు నా వాక్యాన్ని నువ్వేం చేయకూడదు నా ఆజ్ఞలు నువ్వేం చేయకూడదు ధిక్కరించకూడదు నా కట్టడలు నువ్వేం చేయకూడదు తిరస్కరించకూడదు నా విధులను ఏం చేయకూడదు పక్కన పెట్టకూడదు నా నియమాలను ఏం చేయకూడదు నా క్రమాన్ని ఏం చేయకూడదు అర్థమైందా ఇవన్నిటిని నువ్వు వ్యతిరేకంగా నువ్వు చేసినట్లయితే ప్రభు చెబుతున్నాడు నా మందిరము నీ వలన ఏమవుతుందంట అపవిత్రపరచబడుతుంది అందుకని అద్దె అద్దింట్లో ఉన్నవాడు కొన్ని రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు సొంత ఇంట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు ఆ ఇంట్లో బాగా చూసుకుంటాడు అందుకని మీరు చూడండి ఎవరైనా అద్దింట్లో ఉంటే లైవ్లో ఉన్నారా ఒకరికొరకు ఇంటి వానరమ్మ వచ్చి ఆ ఇంటిని ఏం చేస్తుంది చూస్తుంటుంది చేల కొట్టావా రాంధనం పెట్టావా చూస్తుంటుంది ఇల్లు ఆ ఇల్లు ఉందా బాగుందా లేదా బాగా పెట్టుకున్నావా లేదా అని చూస్తూ ఉంటుంది ఆ ఇంటిని చూస్తూ ఉంటుంది అదిగో సొంత ఇల్లు నీది అనుకో నీదే సొంత ఇల్లు అనుకో ఎన్ని రంధ్రాలను పెట్టుకోవచ్చు ఎంత అన్న పగలు కొట్టుకోవచ్చు కింద పడవచ్చు ఎకరొచ్చు అర్థమైందా నీ సొంత ఇల్లు కనుక అందుకని నేనేమంటానంటే కొంతమంది దేవుని మందిరంలో ఎలా ఉన్నారో తెలుసా ఇది నా దేవుని ఇల్లు అన్నట్టుగా లేరు ఇది అద్దిల్లు లాగున్నారు ఆమెన్ ప్రైజులా అర్థమైందా మీకు ఎలా ఉన్నారు కొంతమంది ఆయన ఇంటిని ఎలాగనుకుంటున్నారు కొంతమంది ఇది అద్దిల్లు కళ్యాణ మండపాలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు చూడు కొంతమంది హోటల్లో టిఫిన్ దోశ మసాలాతో దీన్ని వెళ్ళిపోతుంటారే షాపింగ్ మాల్కి వెళ్ళేసి ఒక చీర ఒక ప్యాంటు ఒక సొక్క కొనుక్కొని వెళ్ళిపోతుంటారే అట్లాగా దేవుని మందిరాన్ని ఏమనుకుంటున్నారంటే ఏదో నాకు పిల్లలు పోట్లేదా పెళ్ళిళ్ళు కాలేదా ఉద్యోగం రాలేదా ఇంతవరకే అనేసి అద్దిల్లులాగా ఏమనుకుంటున్నాను వెళ్ళిపోతున్నారు కానీ అహరోన్తో ప్రభు అంటాడు అహరోన్ అభిషేకం అనే తైలం అనేటటువంటి కిరీటాన్ని నెత్తి మీద ఎందుకు పెట్టానంటే నీవు నా మందిరమును విడవక నా మందిరమును నువ్వేం చేయకూడదంట అపవిత్రపరచకూడదు ఆమెన్ ప్రైజులా ఒకవేళ అపవిత్ర పరిస్తే దేవుడు అడగడ అడుగుతాడా లేదా అహ్రోన్ ఎందుకు నువ్వు అపవిత్రపరిచావు ఆదామును అడగలేదా ఆదాము నీవు ఎందుకు అపవిత్రుడు అయ్యావు అదాము అవ్వా నువ్వెందుకు అపవిత్రుడు అయ్యావు మిమ్మల్ని అపవిత్రుడిగా చేసింది ఎవరు అని అడిగాడా లేదా చదవండి ఆ మాట అది కాండ మూడవ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మూడవ అధ్యాయం చదవండి పదకొండవ పదకొండవ వచ్చిన చూద్దాం అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు ఎవడు నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన ఫలవృక్షంలో తింటివా తిన్నావా అని అడిగాను అడిగాడు అడిగాడంట దేవుడు నిన్ను అడుగుతాడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని అడుగుతాడు అహరోన్ నేను నిన్ను పవిత్రంగా ఉండమన్నాను కదా ఆమెన్ ప్రజల ఏమంటాడంట ఆయన నువ్వు నా మందిరంలో ఉన్నావు కదా నా మందిరంలో బిడ్డవు కదా నేను నీకు ఘనతనిచ్చాను కదా నేను నీ రక్ నిన్ను నేను రక్తంతో కడిగాను కదా నేను కొన్నాను కదా నా ఆత్మని నీలో ఉంచాను కదా నా ఆత్మ నీలో ఉంది కదా అయితే నువ్వు ఎందుకు అపవిత్రంగా ఉన్నావు ఎందుకు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు పవిత్రత నీలో ఎందుకు లేదు అని ఆయన అడుగుతాడు ఆయన నిన్ను అడుగుతాడు నువ్వేమనుకుంటావు ఏదో కనిపెట్టి ప్రార్థనకు వచ్చేసాను అభిషేకం పొందేసుకున్నాను నేనేం మాట్లాడితే ఎవరు చూస్తారు నేను ఎక్కడ పోతే ఎవరు చూస్తారు నేను ఎలా నడిస్తే ఎవరు కనిపెడతారు నేను ఎలా ప్రవర్తిస్తే ఎవరికి అర్థం ఎవరికి తెలియదు కదా కానీ జాగ్రత్త నీ ఒక సంగతి తెలుసా నీతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకే నీ గురించి అన్నీ తెలుసు ప్రభున మహిం కలుగును కాక ఆమెన్ అందుకని ప్రభు అంటున్నాడు నువ్వు నా మందిరంలో ఉన్నవాడు కనుక నిన్ను నీవు ఎల్లప్పుడూ ఎలా చేసుకోవాలంట పరిశుద్ధపరచుకో నిన్ను పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఎందుకనంటే నీ మీద ఏముంది కిరీటం ఆదాం మీద కూడా కిరీటం ఉంది ఆదాం అంటుంది నా దేవుడు నాకు కిరీటం ఇచ్చాడు ఆమెన్ ప్రెసులా అలెలుయ ఆ కిరీటాలు కంటికి కనబడవు ప్రభుత్వ కిరీటాలు బంగారంతో చేసిన కిరీటం అయితే బంగారంలా కనబడద్ది వెండితో చేసింది అయితే వెండిలా కనబడద్ది అర్థమైందా రాయితో చేసింది రాయిలా కనబడుద్ది ముళ్ళుతో చేస్తే మొల కిరీటంలా కనబడుద్ది కానీ ఆదాముకి ఇచ్చినటువంటి కిరీటం మహిమ కలిగిన కిరీటం అది కనబడదు ఆమె కానీ ఆదాం ఏమంటాడు తెలుసా నా కిరీటం మునింది ఆ ఘనత నాకునింది కాకుంటే నేను పాపం చేసి ఆ కిరీటమును పోగొట్టుకున్నా చదివారు ఆ మాట ఎప్పుడైనా విలాపవాక్యాలు ఐదవ అధ్యాయం విలాపవాక్యాలు విలాపవాక్యాలు ఐదవ అధ్యాయం చివరి వచనాలు చదవండి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ఇక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా దగ్గర ఉంటుంది విలాప వాక్యాలు ఐదవ అధ్యాయం పదహారో వచనం ఆరు వందల ఎనభై ఆరో పేజ్ మా తల మీద నుండి కిరీటము పడిపోయేను పడిపోయేను మేము పాపము చేసి ఉన్నాము ఉన్నాం చూసారా మాకు పాపము చేయటం వల్ల ఏం పోయిందంట అది దేవుడు నీకు అభిషేకమైన కిరీటాన్ని ఇచ్చాడు ఎన్ని మాటలు అబద్ధాలు చెప్పి కిరీటానికి కింద పడేసుకున్నావు ఎన్ని బూతులు మాట్లాడి కిరీటానికి కింద పడేసుకున్నావు ఆలోచించారా ఎన్ని కిరీటం పాడేసుకున్నావు అయినా నీకు జ్ఞానం ఉందా నీకు బుద్ధి ఉందా నీకు తెలివి ఉందా వస్తీ నువ్వు గర్వించి అహంకారం ఏం బాగొట్టుకుందంట కిరీటం అది రాజు దగ్గర తెచ్చే కిరీటం కిరీటంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే కిరీటం ఆమె కొన్నంత వరకు ఆమె రాణి ఆమె ఎప్పుడైతే కిరీటం పోయిందో రాణి కాదు ఈడ్చి బయట పడేశారు వస్తీని ఈడ్చి బయట పడేశారు కారణం ఏమిటంటే రాజు ఇచ్చిన కిరీటం ఆమె దగ్గర లేదు ఆమెన్ ప్రజులా ఇప్పుడు ఏమనుకోబోతు ఒక మాట అడుగుతా ఈ లైవ్లో ఉన్నాను మీ ఆయన నీకు తాలి కడితే తాలి కట్టాడు కదా ఆయన వచ్చినప్పుడు తీసి ఇసిరేసేసావనుక ఆయన మీద ఆయన ఏమంటాడు ఉండా ఇంకోటి కొడతాను గంటలు అంటాడా కట్టిందే ఉంచుకోండి ఇసురేసావు కదా కోపానికి ఆయన మీద అప్పుడు ఆయన ఏమంటాడు చెప్పండి ఒకసారి రాత్రికి ఆ ప్రాక్టికల్ చేసి చూడండి ఏమంటాడు అంత పని చేస్తే భార్య భర్త దగ్గర అంత పని చేస్తే దాని అర్థమేమిటి ఇక నేను నీకు ఎవరు కాదు నేను ఇక నీకు భారీగా ఉండను అన్న అంటుంది చెప్పకనే చెప్తున్నావు ఇసురుగొట్టి ఇప్పుడు అదే చెప్పింది వస్తీ కూడా రాను పో అంటే అర్థం ఇక నీకు లోబడను పో అని ఆమెన్ అందుకని నువ్వు లోబడని దాని నాకెందుకని ఈడ్చి బయటపడేశాడు రాజు అందుకని ప్రియమైన దేవుని బిడ్డరా అభిషేకం వల్ల కలిగిన ఆ కిరీటం వల్ల ఆ యొక్క ఆధిక్యత ఏమిటంటే నిన్ను నీవు ఎలా ఉంచుకోవాలి పరిశుద్ధంగా ఆమెన్ నీ మందిరాన్ని ఎలా ఉంచుకోవాలి నీ సంఘాన్ని ఎలా ఉంచాలి నీ కుటుంబాన్ని ఎలా ఉంచుకోవాలి అందుకని అభిషేకం వలన కలుగుతున్న ఆ ఘనత వలన అంటున్నాడు అహరోన్ నువ్వు మందిరం విడవకూడదు అహరోన్ నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా పవిత్రంగా ఉండాలి ఎందుకయ్యా అని అంటే నా మందిరము ఇది పవిత్రమైనది రైజులాడ్ హలలుయా హలలుయా అందుకని ఇది పవిత్రమైంది కనుక నువ్వు ఎలా ఎప్పుడు ఎలా ఉండాలి పవిత్రంగా అందుకని ప్రియమైన వాళ్ళరా అభిషేకం పొందుకున్నటువంటి మనం అభిషేకం అనేటువంటి ఆ కిరీటం మన మీద ఇవ్వబడినప్పుడు నీకు ఆ ఘనతను ప్రభు ఏమిటి ఆ ఘనత అంటే ఏది ఛాయిగా ఉందో ఆ మందిరమునకు సాదృశ్యంగా ఆయన యొక్క సన్నిధి అనేటువంటి ప్రత్యక్షపు గుడారంలో అహరోను సంచరించినట్లుగా ఈరోజు నువ్వు నేను పరిశుద్ధాత్మిక అభిషేకం మూలంగా నువ్వేమి గ్రహించాలో తెలుసా ప్రభు యొక్క నూతన ఎరుశిలేమును గ్రహించాలి ఆమె ప్రజలా అందుకని గత వారం నేను చెప్పాను అభిషేకం పొందుతున్నటువంటి పద్మాసు దీపంలో పరవశుడైనటువంటి యోహాను యోహాను పరవశుడైనప్పుడు దేనిని చూస్తున్నాడంటే ఇక మీదట జరగబోతున్నటువంటి వాటిని ఆత్మదేవుడు వల్ల వాటిని చూడగలిగినట్లుగా అభిషేకం పొందిన నీవు ఆయన సన్నిధిలో పవిత్రపరచుకొని పరిశుద్ధతను సంపాదించుకొని దేనికి ఛాయిగా ఉన్నదో ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పట్టణములో ఒక దినాన మనం ప్రవేశించేదానికి మనము దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి మనల్ని మనం పవిత్రపరచుకొని పరిశుద్ధతలో అట్టి రాక కొరకు అట్టి దినము కొరకు మనము నిరీక్షణతో సాగిపోదుము గాక అందరూ లేచి నిలబడదాం దూరము నుంచి వస్తున్న దేవుని పిల్లలారా ప్రభు నీకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఒకవేళ నువ్వు ఇంక అభిషేకం పొందకపోయినట్లయితే పొందకపోయినట్లయితే ఒకసారి ఆలోచించండి ఆలోచించండి ప్రభా పొందినటువంటి నీవు లేనటువంటి నీవు ప్రభువుని అడగండి ప్రభువుని అడగండి ప్రభువుని అడగండి ప్రభా ప్రభా నాకు ఇచ్చిన అభిషేకాన్ని నేను అది నా ఘనతగా నేను కాపాడుకోవాలి నీ ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులన్నిటికంటే నీ మదిలో ఉన్నటువంటి వస్తువులన్నిటికంటే విలువైనటువంటిది ఏదో తెలుసా అభిషేకమే అభిషేకమే అభిషేకమే ఎందుకనంటే ఆ అభిషేకం అంటుంది మనం చనిపోయినప్పుడట ఆ ఆత్మ నిన్ను జీవింపచేస్తుంది ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది కనుక ఆత్మ మనల్ని జీవింప చేయనట్లుగా అటు అభిషేకాన్ని నువ్వు కోరుకోవాలి దాన్ని కాపాడుకోవాలి ఈరోజు నీకు అర్థమైందా ప్రభు నీకు ఎందుకు అభిషేకం ఇచ్చాడో అభిషేకాన్ని యొక్క విలువేమిటో అభిషేకం నీకు యోగు ఇచ్చినటువంటి స్థితి ఏమిటో ఘనత ఏమిటో ఆ ఘనత నిన్ను కనినవారు నిన్ను కట్టుకున్నవారు నీకు పుట్టినవారు ఈ లోకంలో ఉన్నవారు ఎవరు ఇవ్వలేరు పరిశుద్ధాత్ముడు మాత్రమే అభిషేకం వల్ల ఘనతని అహరోనికి తెచ్చినట్లుగా నీకు తెచ్చా అహరోనికి అభిషేకం ఇవ్వటం వల్ల మందిరం మీద ఆసక్తి పెరిగింది తన పరిశుద్ధంగా ఉండాలని ఆసక్తి పెరిగింది ఈ రెండు విషయాలు అహరోను కాపాడుకోవాలి ఈరోజు నీకు అభిషేకం ఇచ్చినప్పుడు